press the bell icon on the YouTube app and never miss another update. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగార మోగనుంది త్వరలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు పర్సన్ ఇన్ఛార్జీల పదవీకాలం ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే ఊపులో మిగిలిన కోఆపరేటివ్ సంఘాల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని భావిస్తోంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని టీ సర్కార్ నిర్ణయించుకుంది ఈ మేరకు సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం ఉన్న ముప్పై ఏడు సహకార సంఘాల పాలకవర్గం పదవీకాలం ఈ నెల ముప్పై ఒకటవ తేదీతో ముగియనుంది దీంతో ఎన్నికలను వెంటనే నిర్వహించాలని పదిహేను రోజుల్లోగా ప్రక్రియ ముగించాలని ఆదేశించారు జిల్లాలో మొత్తం ఇరవై మండలాలకు గాను ప్రస్తుతం ముప్పై ఏడు సహకార సంఘాలున్నాయి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో అసలు సహకార సంఘాలు లేవు దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి మండలానికి రెండు సంఘాలు ఉండాలంటే గతంలో ఉన్న ముప్పై ఏడు సంఘాలకు అదనంగా మరో పదిహేను సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దీంతో జిల్లాలో సహకార సంఘాల సంఖ్య యాభై రెండుకు చేరిందే సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ను జిల్లా సహకార శాఖ జనవరి ఇరవయవ తేదీనే జారీ చేసింది నోటిఫికేషన్ పత్రాలను ఆయా ప్రాథమిక సహకార సంఘాలు అన్ని మండలాల కార్యాలయాలు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించారు వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీలోపు ఆయా సంఘాల్లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాలని అధికారులు సూచించారు వచ్చిన అభ్యంతరాలను జిల్లా సహకార శాఖ పరిశీలించి సరిచేసిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని దూకుడు మీదున్న అధికార టీఆర్ఎస్ సహకార సంఘాల ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని భావిస్తోంది ఇందుకు సంబంధించి ఆ పార్టీ నాయకత్వం వ్యూహరచన కూడా సిద్ధం చేస్తోంది తెలంగాణలో సహకార ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఫిబ్రవరి ఆరు నుంచి ఎనిమిదవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు తొమ్మిదవ తేదీన స్క్రూట్నీ ఉంటుంది పదిన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు ఫిబ్రవరి పదిహేనున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది అదే రోజు కౌంటింగ్ చేస్తారు ఆ రోజునే ఆఫీసు బ్యారర్ల ఎన్నిక నిర్వహిస్తారు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే ఊపులో మిగిలిన కోఆపరేటివ్ సంఘాల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని భావిస్తోంది ఈ మేరకు సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం ఉన్న ముప్పై ఏడు సహకార సంఘాల పాలకవర్గం కాలం ఈ నెల ముప్పై ఒకటితో ముగియనుంది దీంతో ఎన్నికలు నిర్వహించి పదిహేను రోజుల్లోగా ప్రక్రియ ముగించాలని ఆదేశించారు జిల్లాలో మొత్తం ఇరవై మండలాలకు గాను ప్రస్తుతం ముప్పై ఏడు సహకార సంఘాలు ఉన్నాయి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో అసలు సహకార సంఘాలు లేవు దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి మండలానికి రెండు సంఘాలు ఉండాలంటే గతంలో ఉన్న ముప్పై ఏడు సంఘాలకు అదనంగా మరో పదిహేను సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దీంతో జిల్లాల్లో సహకార సంఘాల సంఖ్య యాభై రెండుకు చేరింది సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది ఏమైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీలోపు ఆయా సంఘాల్లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాలని అధికారులు సూచించారు Press the bell icon on the YouTube app and never miss another update.